వైపు చూడుము ప్రభుయేసు వైపు చూడుము ఏసు వైపు చూడుము ప్రభు చూడుము నీ ఎదలో ఏమున్నా నీ వేదన ఏదైనా నీ ఎదలో ఏమున్నా నీ వేదన ఏదైనా విమోచకుడు ఏసు సహాయకుడు ప్రభుయేసు విమోచకుడు ఏసు సహాయకుడు ప్రభుయేసు ఏ 예수 바이고 주르모 날 예수 바이고 주르모 శాశ్వతమైన ప్రేమతో ప్రేమించువాడు ప్రభు యేసు శాశ్వతమైన ప్రేమతో ప్రేమించువాడు ప్రభు యేసు మరువని దేవుడు ఎన్నడు విడువని దేవుడు మరువని దేవుడు ఎన్నడు విడువని దేవుడు విమోచకుడు యేసువా సహాయకుడు ప్రభు యేసు విమోచకుడు యేసువా సహాయకుడు గుహలో నుండి జీవన ద్వారముకు చేర్చువాడు ప్రభుయేసు శ్రమలలో నుండి జీవన ద్వారముకు చేర్చువాడు ప్రభుయేసు నీ చింతలు వేరుము ప్రభు చెంతకు చేరుము నీ చింతలు వేరుము ప్రభు చెంతకు చేరుము విమోచకుడు యేసు సహాయకుడు ప్రభుయేసు యేసు యేసు వైపు చూడుము ప్రభు యేసు వైపు చూడుము కాలము మనకు తోడై ఉన్న దేవుడు ప్రభుయేసు సదాకాలము మనకు తోడై ఉన్న దేవుడు ప్రభుయేసు ఏసే మార్గము ప్రభు ఏసే గమ్యము ఏసే మార్గము ప్రభు ఏసే గమ్యము విమోచకుడు యేసువా సహాయకుడు ప్రభు యేసు విమోచకుడు యేసువా సహాయకుడు ప్రభు యేసు యేసు వైపు చూడు ప్రభు ఎదలో ఏమున్నా నీ వేద ఏదైనా నీ ఎదలో ఏమున్నా నీ వేద ఏదైనా విమోచకుడు సహాయకుడు విమోచకుడు సహాయకుడు ప్రభుయేసు విమోచకుడు యేసువా Ah, yeah, cool, yeah,